శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి హేమలంబ నామ సంవత్సరం రెండు వేల పదిహేడు డిసెంబర్ మాసానికి సంబంధించి సింహరాశి రాశి ఫలితాలు ఇది గోచారం ప్రకారం తెలియజేయబడుతుంది సింహరాశి వారికి ఈ మాసంలో అనుకూలమైనటువంటి కాలం ఇదంతా కూడా వారు ఎదురు చూస్తున్నటువంటి పనులన్నిటిని కూడా నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లేనిపోని అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని కోరి కష్టాలు తెచ్చుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి ప్రధానంగా ఆడవారికి మాత్రము వీళ్ళెంతవరకు ఇరుగు పొరుగు వాళ్ళతో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట మంచి మాట అయినా కూడా మీ గురించి చెడుగా మాట్లాడి చెడుగా ప్రచారం చేసి లేనిపోని మానసిక బాధను కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆడవారు చేసుకోవాల్సినటువంటి నియమం ప్రకారము ప్రతిరోజు కూడా మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాజన చేసుకోండి అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి సంబంధించిన మంత్రాన్ని చదవండి ఆడవారు ఎందుకంటే ఇక్కడ సింహరాశిలో ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో నా తల్లులు నా చెల్లెమ్మలు వాళ్ళందరూ కూడా వీరంతా కూడా ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రాన్ని కేవలం జపం చేస్తే చాలు మీ గృహంలో ఉన్నటువంటి యజమానికి ఐశ్వర్య సంబంధమైన ధనం సంబంధమైన వ్యవహారాల్లో విజయం సంప్రాప్తిచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా మీ ఇంటి యజమానికి ఉదయం లేవగానే వారి కాళ్ళకు నమస్కారం చేయండి కొన్ని రకాల నిందలు పోగొట్టుకోగలుగుతారు భర్త నుంచి మంచి ప్రేమను పొందడానికి ఇది అత్యంత సులభమైనటువంటి పరిహారం అలాగే మగవారు ఉద్యోగ సంబంధమైన వ్యవహారాల్లో వీరిపైన ఇప్పటివరకు నడిచినటువంటి కుట్రలు కుతంత్రాలన్నీ కూడా వీగిపోయే అవకాశం పోయేటటువంటి మంచి శుభ పరిణామం వీళ్ళందరికీ కూడా చదువుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పిల్లలు పెద్దలు అందరికీ కూడా స్పీడ్తో ఉండొద్దు ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ఏది ఎంతవరకు చేయాలి ఏది చేస్తే బాగుంటుందని తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క చూసిన తల్లిదండ్రుల యొక్క సలహా తీసుకొని వీళ్ళు ప్రయత్నం చేస్తే తప్పకుండా వీరికి విజయం సంప్రాప్తిస్తుంది ఈ మాసంలో సింహరాశి వారు నూతన వాహనాలు అలాగే నూతన గృహాలు ఇంటికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విలాస సంబంధమైన వస్తువులు కొనుక్కోవడానికి కాలం చాలా అనుకూలంగా ఉంది సంకల్పంతో ముందుకు సాగండి మీరు అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకోండి అలాగే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను కాలభైరవ గంటల పంచాంగము తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం జరుగుతుంది మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పంచాంగంలో అద్భుతమైన బలమైన ముహూర్తాలతో పాటుగా సింపుల్ పరిహారాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి సమస్యకు కూడా సునాయాసమైన సులువైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది ఈ పంచాంగం అన్ని రకాల పుస్తక షాపులలోనూ కూడా పూజా సంబంధించిన షాపుల్లో కూడా లభ్యమవుతుంది అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ కూడా శుభం కలుగుగాక